Hi friends welcome back to Karthik icon YouTube channel friends ఈరోజు వీడియో వచ్చేసి ముందుగా అయితే అందరికీ హ్యాపీ హోలీ చెప్పండి అందరు హ్యాపీ హోలీ మీ అందరికీ రిలేటెడ్ హ్యాపీ హోలీ ఎందుకంటే ఇది పోస్ట్ చేసే టైంకి హోలీ అయిపోతుంది అనమాట సో ఈరోజు కనబడుతురుగా ఇలా కొంచెం ఛాలెంజ్ ఛాలెంజ్ ఇద్దామని వీడియోని అయితే స్టార్ట్ చేసినాం సో ఛాలెంజ్ ఏంటంటే ఇక్కడ సో ఇలా కొన్ని టాస్క్లు ఇవ్వడం జరుగుతుంది సో కలర్స్ రుద్దుకుని ఉండదు ఇలా ఎగ్స్ కొట్టుకుని ఉండదు మన అంతా జర నీట్గా ఉంటుంది అనమాట ఎందుకంటే ఆల్రెడీ ఇలా ఓలీ ఆడి వచ్చిరనమాట సో మళ్ళీ పూస్తే ఇంట్లోకి రానియరని చెప్పేసిరు సో అందుకనే ఇట్లా ప్లాన్ చేసినాం అనమాట వాటర్ బెలూన్స్ సో వీళ్ళు నేను ఇప్పుడు ఇలా టాస్క్ ఇస్తా వాళ్ళు అది వీళ్ళు కంప్లీట్ చేస్తే వాళ్ళు నన్ను బెలూన్స్తో కొడతారు లేదంటే వాళ్ళు ఓడిపోయారు అనుకో నేను వాళ్ళని కొడతా ఛాలెంజ్కి యాక్సెప్టేనా ఎలా అయినా ఈ రోజు చేయాల్సిందే ఛాలెంజ్ ఎలా అయినా ఈ రోజు చేయాల్సిందే ఛాలెంజ్ బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది వీడు తొందరగా ఉండు ఫస్ట్ ఈడో పోతాడు సో ఎట్లా చేస్తాడో మన సాయి గారు చూపెడతాడు చూపెట్టాడు కరెక్ట్ చూడు సో అట్లా ట్వంటీ ఫైవ్ రౌండ్స్ తిరిగి ఆ ముంగట నా సైకిల్ని ముట్టుకోవాలి అంతే సరేనా ఓకేనా ఛాలెంజ్ చేస్తారుగా మీరు ఛాలెంజ్ మీరు గెలిస్తే మీరు నన్ను కొట్టాలి వాటర్ బెలూన్ మీరు ఓడిపోతే నేను మిమ్మల్ని కొడతా ఫ్రెండ్స్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసినాం సో తెలుసుగా ఛాలెంజ్ అవన్నీ నడవ challenge correct twenty five rounds yes first పట్టది తంబాకు మోడల్ అరే నువ్వు తంబాకు మోడల్ అనకు రాదు రీల్స్ వీళ్ళు మోడల్స్ లెక్క కానీ one two three start one two three four ఏమైంది భయ అదో భయ అదే లేవు ఏమైంది భయ అదో భయ అదే లేవు ఏమైందిరా ఫస్ట్ అరే మళ్ళీ ఫస్ట్ నుంచి తిరగాలి ఇట్లా మధ్యలో ఆగిపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి లేదంటే బెలూన్స్ పడుతూనే ఉంటాయి అరే ఏమైందిరా అరే అరే మంచిగా కొడతామా ఇప్పుడు అది సక్క కొట్టానా ఏం కదా కొట్టినా సరే నాకైతే కొట్టినా ఓవర్ ఎక్స్ప్రెషన్ ఎన్నిసార్లు తిరిగి కాబట్టి టెన్ రౌండ్స్ తిరిగి అది ముట్టుకోరా అసలు ట్రై చేయరా నాయన నువ్వు మంచిగా పెట్టు వన్ టూ నైన్ ఆ, పో అది ముట్టుకోపో అరే అరే కాదు ఇంతకుముందు ఏమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడినా భయ భయ ఎట్లానా భయ ఎట్లుంది నా ఎక్స్పీరియన్స్ ఎట్లుంది మస్తు ఆడింది భయ చాలా ఆడింది ఇంతకుముందు ఏదో అన్నా తీరిందా అరే తూల తీరిందా బాగా తూల వన్ టూ ఎయిటీన్ పోరా పోయి ముట్టుకో సైకిల్ ముట్టుకో తీసి అందరి ముందు పరుగు పోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటా ఆగి ముట్టుకో ముట్టుకో ముట్టుకో ఎట్లుంది భయ ఛాలెంజ్ తిరిగినప్పుడు ఎట్లా అనిపించిందిరా కష్టంగా అనిపించింది ఫస్ట్ ఇంతకుముందు ఏమో స్టైల్గా చెప్పినాం అంటే తిరిగినప్పుడు మంచిగా అనిపించింది ఇక్కడ పోయేలోపు కళ్ళు తిరిగింది కళ్ళు తిరిగినాయా అరే కొట్ట తీరా అరే కొట్ట తీరా అరే కొట్ట తీరా Sai, da. no, no, no, no. Sai, turn around. Start. One. Two twenty two నాకు భయం అవుతుంది వీడు నన్ను ఏడవడిస్తాడండి twenty three twenty four twenty five పో కాలుని లాగింది సాక్షాత్తు లచ్చిందేవా ఇప్పుడైతే మా టీమ్మేట్ గెలిచిండు మేము మేము గెలవలేదేమో కానీ మా టీమ్మేట్ చాలా గ్రేట్ ఇప్పుడు కార్తిక నాకు నెత్తి మీద పడతాయి గీడే ఫస్ట్ పోతా ఫస్ట్ పోతానా అరే ఇటు రారా సో ఎట్లా అనిపించింది సాయి తిరుగుతుంటే మొత్తం ఫస్ట్ కళ్ళు తిరిగినాయి కళ్ళు తిరిగినాక మెల్లమెల్ల కంట్రోల్ వేసుకొని మళ్ళీ కళ్ళు తిరిగినాయి ఇక మళ్ళీ వీడు వస్తుంటే ఎట అయింది మళ్ళీ మళ్ళీ కంట్రోల్ వేసుకొని అడిగిపోయినా అడిగి పోయి ముట్టుకున్నావు ముట్టుకున్నాట ఇప్పుడు సో యాక్సెప్ట్ ఛాలెంజ్ చేయాలి సో వాడు గెలిచింది కాబట్టి నన్ను కొడతాడు అరే కొట్రా అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి కోల్తా కొట్టిందిలే ఇగో నా మీద కూడా పడ్డది సో నెక్స్ట్ ఇంకోటి ఉండు వాడు కూడా చేస్తాడేమో అని భయం ఆయన కొట్టాల్సింది చూడండి వన్ టూ త్రీ దాని వెళ్ళగా సక్సెస్ఫుల్గా అంటే ఇలా జర ప్రాక్టీస్ ఉందన్నమాట సో పొద్దున ప్రాక్టీస్ చేస్తున్నాను వాటర్ బెలూన్తో కొట్టాలని సో ఎట్లా అనిపించింది ఫస్ట్ ఏమో కలిదిరినాయి సెక్స్ట్ చేసుకున్నా అంతేనా ఎక్స్పీరియన్స్ సో నా మీద చాలా బాగుంది వీళ్ళకి అందుకనే టాస్క్ కంప్లీట్ చేసిరు పెద్ద స్కెచ్ చూడండి అయ్యో దేవుడా మా కోసం ఇంకో ఛాయ్ వచ్చిండు త్రీ మళ్ళీ నా మీద పగున వాళ్ళందరూ ఇప్పుడు వస్తారు అనమాట చాలా సో మన సాయి కూడా కంప్లీట్ చేస్తాడే వాళ్ళు భయం అవుతుంది మీరు జరుగురి మళ్ళీ ఆయన పట్టుకురా అనుకో ఇచ్చుకోను నేనైతే ఇంకోటి తిరగాలి ఇంకోటి twenty five one two three అంట ఫైవ్ సైకిల్ ముట్టుకో one two three so friends నయమైంది అయితే గెలవలేదు అటు వెళ్ళిపోయాడు సైకిల్ ఈడుందంటే ఏమనిపించిందా నీకు తిరిగినప్పుడు ఏం కాలే ఇట్లా పోయేటప్పుడు సైకిల్ ఆడుంది అనిపిస్తుంది అటే ఇటు పోతుంటే అటే పోతున్నా సో అటు ట్రెడ్కో వెళ్ళిపోయాడు అనమాట ఫైనల్లీ సైకిల్ అయితే ముట్టుకోలేడు ఇప్పుడు మన చాయిస్ సో ఈ భయ అంటే ఇట్రా భయ మీదనే సో ఫ్రెండ్స్ మన వినయ్ అయితే నన్ను బెల్లంతో కొడదామని రెడీగా ఉన్నాడు సో చూద్దాం ఎవరిని ఓల్ కొడతామో స్టార్ట్ రా వన్ సీదా సైకిల్ పెట్టుకోవాలి వన్ టూ త్రీ Run. చూడండి ఫ్రెండ్ నేను గెలిచేసిన గెలిచిండు కానీ ట్వంటీ రౌండ్స్ ఎందుకంటే వాడు టెన్ రౌండ్స్కే భూమి గిన్నెరంగా తిరుగుతుందని చెప్తుండు ఎట్లా అనిపిస్తుంది నా తిరుగుతుండే తిరుగుతుంటే కళ్ళు తిరుగుతున్నాయి భయా మరి గిటేటేటో పోయి ఆడికి పోయినావు కారా అది సైకిల్ సో ఫైనల్ గా ఫైనల్ నేను గెలిచేసిన అన్న కొట్టేస్తున్నా చూడండి సో ఫ్రెండ్స్ వినయ్ భయ్య కూడా అయిపోయింది ఇప్పుడు మధుబాయ్ వచ్చిండు మధుబాయ్ నువ్వు గెలుస్తావా అని అనుకుంటున్నావా ఏమో భయ తెలియదు తెలియదు అంట సో అంత కాన్ఫిడెన్స్ ఉండనమాట తెలియదు సో ట్వంటీ ఫైవ్ రౌండ్స్ తిరగాలి అది ముట్టుకుంటే నువ్వు నన్ను పడతా లేదంటే నేను నిన్ను పడతా ఓకే భయ స్టార్ట్ సో మన భయ తిరుగుతుండు స్టార్ట్ చేసిండు వన్ <laughs> వద్దు వద్దు ఏ మధు చేసాడు ఏమంటావు మధు చేసావుగా అంతే తగ్గేదలే ట్వంటీ ఫైర్ ఫైవ్ ఇయర్ అరే you cannot do it you cannot do it one two three ఏదో తేడాగా ఉందండి అయ్యో పట్టుకుండు ఏమైందిరా కళ్ళు తీరిలో కోతులు సో మన భయ కూడా అయ్యా గట్టేడికి పోతున్నాం భయ కళ్ళు తిరుగుతున్నాయి బా మొత్తం ఆగమం అవుతుంది మరి ఇంతకుముందు వాళ్ళు ఏమో చేస్తుంటే యాక్టింగ్ చేస్తున్నా అని చెప్పిండు అదే బాయ్ కానీ ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలిసేది ఏదైనా సో ఇట్లా జరిగిపోయింది అనమాట ఎక్స్పీరియన్స్ అయింది ఎట్లుంది క్రేజీ ఉందా క్రేజీ కాదు వాడు చూడు ఏందిరా నువ్వు నేను కొడతాయారా నీకు కావాలంటే సో లాస్ట్గా నువ్వు గెలిచినావు కాబట్టి ఇక నన్ను కొట్టాలి తప్పది నేను కొట్టుకున్నారా వాటర్ పడ్డాయి కానీ సరే మరి నేను విన్ అయితే మీ అందరినీ కొడతా మోడల్స్ అందరిని కొట్టుకో <laughs> దమ్మాకు మోడలే కొట్టాలి తర్వాత పాన్ మోడల్ కొట్టాలి నువ్వు గెలిచి నేను ఇంటికి పోయి నేను ఓడిపోతే అంతే <laughs> మాకు మరి ఎట్లుంటుంది విల్లు కావాలి లేదంటే అందరు నలిగిస్తారు మీరు కరెక్ట్ లెక్క మళ్ళా కళ్ళు ఆపేసి ఏమైంది బ్రో ఏమైంది కళ్ళు బ్రో బ్రో నడుగా నడు ఏ అయిపోయిందా twenty four one two three అంటా ఉరుకు వన్ టూ త్రీ అయ్యా ముట్టుకున్నాడు ఫ్రెండ్స్ షూస్ బాగున్నాయి మేస్టర్ పరిగెట్టడానికి చాలా సౌకర్యంగా ఉన్నాయి సో ఫ్రెండ్స్ చూసారుగా video challenge video so water balloons అయితే చాలా ఎంజాయ్ చేసినాం టాస్క్ కూడా క్రేజీ ఉంది ఈ ఎంజాయ్మెంట్ కూడా క్రేజీ ఉంది నెక్స్ట్ టైం ఇంకో పార్ట్ టూతో రావాలంటే కింద కామెంట్ చేయండి మళ్ళీ ఇంకో ఛాలెంజ్తో వస్తాము సో మీకు ఎట్లా అనిపించింది నెక్స్ట్ సార్ అయితే చాలా ఘోరంగా చేస్తాం త్రీ బకెట్స్ లో వాటర్ బెలూన్స్ కార్తీక్ అన్నకి అయితే ఘోరంగా సుక్కలు కనబడతాయి చూడండి నేనైతే రోజు అర్థమైంది నాకు ఎలా చేయాలో అది నాకు ట్రైనింగ్ లేదు వీళ్ళకి ట్రైనింగ్ ఉంది కాబట్టి గెలిచారు ఈ రోజు నాకు ట్రైనింగ్ అర్థమైంది నెక్స్ట్ సారి పార్ట్ టూ లో ఇప్పుడు ఎట్లుంటా చూడు సో ఈయన నా మీద చాలా బాగుండు ah. <laughs> మీకు ఈ వీడియో నచ్చిందని అనుకున్నాను like share comment and subscribe thank you for spending your available time with channel మీ విలువైన సమయాన్ని మా ఛానల్తో కేటాయించినందుకు ధన్యవాదాలు సో సబ్స్క్రైబ్ చెప్పరా చెప్పరా subscribe subscribe subscribe subscribe subscribe అంటాడు సో ఇవన్నీ మాకు కామెడీ సో వీడు చెప్పనందుకన్నా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి so bye friends bye bye